రైతుల ఐక్యత రెండు వేల అన్నగారు ఒక హలో అదే అన్న ఈ ముత్తి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్న ఒకటేనండి ఆయనకు సంబంధించిన ఆయన పేరు కమలాకర్ అన్న నా పేరు సర్పంచ్ అని అవును దళితులను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిట్టిండన్న ఆయనకు సంబంధించి నేను డీటెయిల్స్ ఇస్తా కొంచెం హైకోర్టులో ఒక రిట్ వేయాలన్న ఈయన మీద ఏమనిచ్చుకోండి బ్రదర్ ఒకటే మాట్లాడండి సరే హలో వాడు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండదు ఒక్క దళితుని తెరవచ్చినా కూడా పంపిస్తా చెప్పండి అన్న మాట్లాడినా నువ్వు నువ్వు మా వాళ్ళ గుద్ద వాళ్ళ కొడతావా చెప్పు తమ్ముడని చెప్పు హలో చెప్పే అన్నా చెప్పే అంటున్నా అన్న అన్న కాబట్టి భయాంది భయ అంటే బామర్ది గుర్తుపెట్టుకోండి తిరుమల మలయ్య గారు ఒకటి అన్న గౌరవం అన్న అంటే గౌరవం తెలంగాణ వాటిలో గౌరవం నువ్వు నువ్వు తాగిన నేను వయ్యా అన్న ఇప్పుడు వయాను అన్నగారు అన్నగారు ఒక మాట వినండి చెప్పు నేను నీతో ఎవరు చెప్పిర్రు పిలవండి మాట్లాడదాం కానీ నేను పిలిచే టైంకు ఖచ్చితంగా పిలుస్తా నీ దగ్గర ఉన్నటువంటి నీకు ఏదైతే ఆ రెడ్డి అని నీ ఫీలింగ్ ఉందో అది ఖచ్చితంగా ముత్తిరెడ్డి సార్ సార్ ఆయన చూసుకుంటాడు కదా ఏం మాట్లాడింది మరి నేను చూసుకుంటాను దమ్ము నాకు నడబెట్లో ఏమన్నా మీరెవరు ఎవరు అన్న మాట దేవుడు దేవుళ్ళు దేవుళ్ళ వాళ్ళు నా కోటేజ్ గెలిపించే వాళ్ళు నేను కూడా చదువుకున్నామే మేము కూడా చదువుకున్నాం వినండి అన్నా మీరేదో మాట్లాడితే కాదన్నా మీరేదో మాట్లాడితే కాదు రమ్మని చెప్పు ఎవరన్నతో వాళ్ళతో రమ్మను సరే మనం కలుద్దాం గారు ఒకటే అన్నా అన్న అన్న ఒకటే నీ అన్న అన్న మీరు ఖచ్చితంగా కలుద్దాం రెడ్డి గారు మీకు భయపడమన్నా మేము అదే అదే మేము ప్రజలతో గెలిచినాము మా ప్రజలకు కాలు మొక్తారే పొద్దులేసి పదాబంధనం చేస్తాను వివరణ నన్ను అడుగుతందుకు రాత్రి కాగానే గుద్దవాల కొడతా అంటూ ఎవరి పర్సన్ ఎవరు నువ్వు నన్ను అడుగుతందుకు నేను నేను నేను దళిత బిడ్డను మాట్లాడుతున్నా బహుజన నువ్వు దళిత బిడ్డ కావచ్చు నా దేవుని కావచ్చు నాకు అవసరం లేదా సెకండ్ ఆప్షన్ నర్మేట జనంలోకి వచ్చి నేను అడిగిన వాళ్ళు వచ్చిన పట్టుకరా నన్ను మాట్లాడతా సరే ఓకే మంచిది మల్లన్న గారు ఎక్కువ మాట్లాడితే మేము ఊడుకోము వినండి హలో మీకు వినము మాకు అవసరం లేదు నీ గురించి ముత్తిరెడ్డి గురించి మాట్లాడినప్పుడు మేము కూడా కదా అరే ముత్తిరెడ్డి నీకు దేవుడు కావచ్చు నాకు వాక్ స్వాతంత్ర హక్కు ఉంది ప్రజా సమావేశమే నాకు అన్నా నాకు ప్రజా సమావేశం నాకు కూడా హక్కు ఉంది నువ్వెవరు అడగతాను నీ లెక్కనేనా దళితుల కుదవల కొడతానన్నా నువ్వు అన్నవాట ఎవరన్నారు ఎవరు అన్న ఒక మాటేనండి చెప్పుడు మాటలు పెట్టి కరవరాకండి మీరు కూడా సరే నేను సరే నేను కూడా మళ్ళీ ఒకసారి తెలుసుకున్నాక నీతో మాట్లాడతాను ఒకటే పట్టుకోండి ఏదో ఇలాంటి నీ గురించి నాకు అవసరం లేదు నువ్వు సర్పంచ్ గెలవాలి వార్డు మెంబర్ గెలవాలి నువ్వు ఇవ్వడా నాకు నువ్వు ఇవ్వరా నువ్వు రెడ్డి అయినా హలో ఎక్కువ మాట్లాడకు నువ్వు వార్డు మెంబర్ గెలవాలే నువ్వేంది మాట్లాడే నా ముందు నువ్వు రెడ్డి అయినా రెడ్డి అయినా కాదు ఒక పౌరుని నేను రాష్ట్రంలో ఒక పౌరుణ్ణి నీకు అది ఉంటే మలిసి పెట్టుకో మా దగ్గర తమాషాలు చూపి నువ్వు తమాషా తెగరొద్దు మళ్ళన్న దండం పెట్టమని పెడతావు ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలి ఈ రోడ్డు నాకు ఏం చేస్తారు రైతులు ఇదొకటి గ్రహించాల ప్రభుత్వం అని చెప్తున్నా అలాగే మన పసుపు గురించి మద్దతు ధర విషయం గత రెండు సంవత్సరాలు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం మన పసుపుకు ఈ కనీస మద్దతు ధర ఎప్పుడు స్వామినాథన్ కమిటీ సిఫారసు అమలు చేసినప్పుడు రెండు వేల నాలుగులో ఆ కమిటీ సిఫారసు ఇచ్చింది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీ ఏం చేసింది మేము అధికారంలోకి వస్తే కూడా పోతానే ముందుకు వస్తలేరు ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలి ఇక రోడ్డు జిల్లా హలో నేను తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నాను ఏం సమాజ్ చేస్తున్నావు ఆయమో మాట్లాడినావంట నా గురించి చూస్తా పేరు కమలాకర్ రెడ్డే కదా సరే చెప్పు నీ ముత్తిరెడ్డి అని చెప్పు